బీచ్లో చీప్ డాష్ కానివల్లో బోట్ ఫామ్ ఇవన్నీ యాక్సిడెంట్స్ కాదు నేను చంపడానికి చేసిన ప్లాన్స్ బట్ మిస్ అయ్యా చిన్నప్పట్లాకే ఈసారి ఏ ప్లాన్ లేకుండానే నా చేతిలో చావడానికి వచ్చావు మామూలు బ్రెయిన్ కన్నా గౌతమ్ లో grey matter twenty five percent తక్కువ ఉంది this cases very severe neuro psychological normalities చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు కాబట్టి వాళ్ళు ఉన్నట్టు ఊహించుకుంటారు వాళ్ళని ఎవరో ముగ్గురు చంపేసినట్టు ఆ ముగ్గురు ఇద్దరిని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకున్నాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో దొరికినట్టే దొరికి అంత దూరం అయిపోతుంది యూనో వాట్ ఈ ప్రాబ్లం నిజమా అబద్ధమా కాదు నమ్మకం లేకపోతే గౌతమ్ ఊహించుకునే లాంటి వ్యక్తి నిజ జీవితంలో ఉండే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అదేరా నేను చెప్తున్నాను ఎవరు నమ్మట్లేదు గౌతమ్ గతం ఉందా లేదు పాప ఊహించుకుంటున్నాడు అంతే ఇంకేం ఊహించుకుంటాడు